హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నేనైతే ఫాస్ట్గా యూట్యూబ్లో అయితే పెట్టి మీ యొక్క వెహికల్స్ని అయితే ఫాస్ట్గా సీలింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మా ఛానల్కి కావాలని సబ్స్క్రైబ్ చేస్తూ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఇటువంటి వెహికల్స్ ఉన్నా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్